హలో మేడర్ Facebook friends friends YouTube friends friends are you hi మీ ప్రీమియర్ అకాడమీ సుబ్రహ్మణ్యం సార్ని ఎలా ఉన్నారు హ్యాపీ సండే ఎస్ఐ కానిస్టేబుల్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం చెప్పడానికని మీ దగ్గరకు రావడం జరిగింది వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి ప్రకాశం జిల్లాలో కూడా పోస్టులు చాలా ఉన్నాయి ఏపీఎస్పీవి వాటికి సంబంధించి చక్కగా ప్రిపేర్ అయితే గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ జాబు వచ్చే అవకాశం ఉంది అలాగే ఆడపిల్లలకి ముఖ్యంగా నా మాట వినండి కొంచెం ఒళ్ళొంచి కనుక ప్రాక్టీస్ చేసి చదివి ఈవెంట్స్కి కనుక మంచిగా ప్రాక్టీస్ చేయగలిగితే నాన్న ఉద్యోగం గ్యారంటీకి ఇతడం మీదే ఎందుకు అంటే ఒక్క విషయం దాదాపుగా నోటిఫికేషన్ వచ్చి త్రీ ఇయర్స్ అయింది ఈ త్రీ ఇయర్స్లో మన వాళ్ళందరూ కూడా కరోనా దెబ్బకి బాగా లేజీ అయిపోయారు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయాలి చదువు దూరం అయ్యారు ఓకే ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి బాగా ఎగ్జామ్ రాసేవాడు ఈవెంట్స్ చేయలేడు బాగా ఈవెంట్స్ చేసేవాడు ఎగ్జామ్ రాయలేడు ఇదైతే కరెక్ట్ కదా కన్ఫర్మ్ కదా సో రెండు కనుక జాగ్రత్తగా యావరేజ్గా చేయగలిగితే జాబ్ మీదే ఇదైతే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మంచిగా ఒక ప్రణాళిక వేసుకొని ఒక పద్ధతి ప్రకారం ఎలా చదవాలి స్టాండర్డ్ స్టాండర్డ్స్ ఎలా పెరుగుతున్నాయి మీరు ఒక్కసారి రెండు వేల పద్దెనిమిది వచ్చిన రిక్రూట్మెంట్ పంతొమ్మిది జనవరిలో ఎగ్జామ్ జరిగింది ఆ ఎగ్జామ్ కనుక మీరు చూడగలిగితే మీకే అర్థమవుతుంది మినీ సివిల్ సర్వీసెస్ లాగా క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరిగింది అంటే ఐఏఎస్ పేపర్ లాగా ఉందన్నమాట అంటే గ్రూప్ వన్ స్టాండర్డ్ ఇచ్చిన అలాంటి పేపర్ని ఇది కానిస్టేబుల్స్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అవ్వతే ఎస్ఐ దాని గురించి ఇంక చెప్పక్కర్లే ఇప్పుడు ఎస్ఐకి మన వాళ్ళందరికీ బాగా అలవాటు అయింది ఏంటంటే ఒక లైన్ లెక్కలు చేయటం ఒక లైన్ లెక్కలు చేసేసి బ్రహ్మాండంగా మనం చూసుకొని రైట్ సరిపోయింది నాకు సరిపోయింది అని చెప్పేసేసి ఆనందపడితే ఉపయోగం ఏంటి ఒక లైన్ లెక్కలు నువ్వు వంద చేసినా ఉపయోగం లేదు ఎగ్జాంపుల్కి నేనున్నా రెండు మూడు ఆరు రెండు నాలుగు ఎనిమిది రెండు ఐదు పది రెండు ఆరు పన్నెండు రెండు ఏళ్ళు పది ఎందుకు ఉపయోగం అవి దేవరికి ఎవరికి కావాలి రెండో ఎక్కువ వంద సార్లు చేసిన ఉపయోగం లేదు పంతొమ్మిది ఎక్కువ వరకు నేర్చుకోవాలి పద్దెనిమిది ఎక్కువ రావాలి పదిహేడు రావాలి పదహారు రావాలి ఇవన్నీ రాకుండా ఇవన్నీ నేర్పకుండా ఏ ఇన్స్టిట్యూట్ అయితే ఉంటుందో డైరెక్ట్గా అడగండి టేబుల్ షార్ట్కట్స్ చెప్పండి అర్థమెటిక్ షార్ట్కట్స్ కావాలి లెక్క చూడంగానే ఆన్సర్ పెట్టాలి పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్ సింపుల్గా ఏంటంటే చెప్పండి క్యాలిక్యులేషన్ రావాలంటే ముందు వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉండాలి అట్లా కాదు ముక్కును బట్టి తుమ్మి వచ్చి మీతోటి ఇంకా గేమ్స్ ఆడుకుంటుంటారు మేము నేను అదే చెప్తా మాకు అదర్స్కి డిఫరెన్స్ అదే మేము సీజీఎల్ స్టాండర్డ్ వరకు వెళ్ళగలం సీజీఎల్ స్టాండర్డ్ వరకు వెళ్ళగలం సీజీఎల్ స్టాండర్డ్ మాది అంటే అంతకు మించి అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లేదు ఇంకా గుర్తుపెట్టుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సీజీఎల్ స్టాండర్డే టాప్ ఎంట్రన్స్లో అయితే క్యాట్ ఉంది మళ్ళీ క్యాట్ ఉంది కదా అని చెప్పాను క్యాట్ అది ఎంట్రన్స్ కిందకి వెళ్తుంది కాంపిటేటివ్ కిందకి రాదు అర్థమైందా అంటే కాంపిటేటివ్ దాంట్లో కనుక చూసుకుంటే కనుక సీజీఎల్ స్టాండర్డ్ మాది మమ్మల్ని దాటి అర్థమెటిక్ వెళ్ళే కెపాసిటీ సమస్య లేదు అసలు అర్థమైంది ఏ బోర్డుకి కూడా ఉండదు మమ్మల్ని దాటి వెళ్ళడం అంటే ఎందుకు అంటే నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మన పేపర్లు చేసిన తర్వాత ప్రీమియర్ పేపర్లు అంటే దండం పెడతారు క్వశ్చన్స్ అంటే మీరు ఎక్కడన్నా ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న ఫ్రెండ్స్ ఉంటే నేను ఒకటే మా అదే నేను ఛాలెంజ్ చేసేది మన స్టూడెంట్స్ ఎవరో మన ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఒక ఇన్స్టిట్యూట్లో ఉంటారు ఖచ్చితంగా మన పిల్లలు మీరు ఇక్కడికి వచ్చాక లెక్కలు కొన్ని స్క్రీన్ షాట్ పెట్టి పంపించాలి ఈ లెక్కలు చూడండి అని వాళ్ళు ఇదేంటి ఇలా ఉంది లెక్క అంటారు నాకు లెక్క అర్థం కాలేదండ్రి లెక్క ఏంటి ఇట్టుంది ఏంటి అంటారు అంటే అది అసలు లెక్క ఇలా ఉంటుందని కూడా తెలియదు అనమాట అంటే ఎందుకు అట్లా అలా తయారైంది ఇదేంటి అంటే ఒకటే పిల్లల్ని ఇబ్బంది పెట్టరు అన్ని ఇన్స్టిట్యూట్స్ పిల్లల్ని ఇబ్బంది పెట్టరు ఎందుకు ఇబ్బంది పెట్టరు ఏమో పారిపోతాడేమో అని పారిపోతే నీకు నష్టం ఏంటి అడ్మిషన్ పోతుంది కదా అస్సలు అలాంటిది వద్దు మనకి నచ్చందే మనకి బాగుంటుంది మనకి మంచిది మనకి ఇబ్బందికరమైందే మనకి ఆరోగ్యకరం గుర్తుపెట్టుకోండి అర్థమైందా సో కాబట్టి మన ఇన్స్టిట్యూట్లో ఉండే ప్రాక్టీస్ ఉండే టఫ్ మనకే మంచిది చేస్తున్నప్పుడు బాధపడతారు ఇబ్బంది పడతారు ఏంటి ఇంత కష్టంగా ఉన్నాయంటారు చేయాలి అంత హార్డ్ వర్క్స్ అంత హార్డ్ వర్క్ చేస్తేనే ఎగ్జామ్ ఈజీగా రాయగలుగుతారు పరిగెత్తట్లో మీరు పరిగెత్తేటప్పుడు మంట ఎక్కడి నుంచి వస్తుంది బొడ్డులో నుంచి వస్తుంది మంట ఆవిర్లు నోట్లోంచి ముక్కులోంచి పొగలు వస్తుంటాయి అవునా కదా మరి ఏంటిది అది పెయినేగా నరకం కనబడుతుందిగా అంత భరిస్తున్నప్పుడు మరి దీన్ని భరించాలి ఎగ్జామ్ కదా అప్పుడు మీకు మంచి లైఫ్ మొత్తం హ్యాపీగా లైఫ్ సెటిల్ అయిపోతుంది ఇప్పుడు వేరే వాళ్ళంటే ఇప్పుడు ఒకవేళ బోర్డు ఓన్లీ కానిస్టేబుల్ కానిస్టేబుల్ మేఎస్ఐ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ ఎక్స్క్లూజివ్ ఒకవేళ స్టాండర్డ్ కనుక హై ఇస్తే ఏం చేస్తారు ఇంకా మేము అప్డేట్ చేసుకున్న తర్వాత అంటారా అప్పుడు ఏమైంది కొంపలో కొల్లేరు అయ్యేది స్టూడెంట్స్ అవునా కదా మేము అప్డేట్ చేసుకున్నా ఎప్పుడు అప్డేట్ చేసుకుంటా అప్డేట్ చేసుకుంటావు ఎవ్రీ చేసుకుంటుంటావా ఇంకా ఎప్పటికప్పుడు స్టాండర్డ్ ఇలా ఇలా ఇలా ఇలా ఇలా ఇలా పెరుగుతున్నది అలా పెరుగుతున్నప్పుడు నువ్వు అవి అప్డేట్ ఎప్పుడు చేసుకుంటా సో కాబట్టి మీకు ప్రతిదీ ఇంగ్లీష్ ఎంత స్టాండర్డ్ ఉంటుంది రీజనింగ్ ఎంత స్టాండర్డ్ ఉంటుంది అర్థమెటిక్ ఏ స్టాండర్డ్ ఉంటుంది ఓకే జనరల్ స్టడీస్ ఎంత టాప్ స్టాండర్డ్ ఉంటుంది ఏం చెప్పించాలి అందులో సెలెక్ట్ అవ్వడానికి ఏం ట్రిక్స్ అవన్నీ కూడా దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి కొన్ని వందల మందిని రైట్ ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్స్లో బ్యాంకు రైల్వే ఎస్ఎస్సి చూసుకుంటే బ్యాంక్ ఎస్ఎస్సి చూసుకుంటే nearly nine fifty members thousand members దగ్గర దగ్గర చాలామంది వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందలు అని చెప్తారు నియర్లీ థౌజండ్ కరెక్ట్గా చెప్పాలంటే అంతమందిని మేము పంపించి ఎలా సెలెక్ట్ అవ్వాలో మాకు తెలుసు మీరు ఇంకోటి కూడా మనకిను అడుగుతారు సార్ ఏంటి సార్ మీ స్పెషాలిటీ అని నేను ఒక్కడే చెప్తా పిల్లలు ఏం తప్పులు చేస్తారో ఆ తప్పులేంటో మాకు తెలుస్తాయి ఎక్కడ తప్పు చేస్తాడో కరెక్ట్గా మేము అక్కడే పట్టుకుంటాం ఆ మిస్టేక్ చోట మేము ఉంటాం కూర్చొని ఆ మిస్టేక్ చేయకుండా వాటినన్నీ మనం జాగ్రత్తగా చూసుకుంటూ తీసుకెళ్ళాలి ఇలా ఓన్లీ క్యాండిడేట్ని దృష్టిలో పెట్టుకొని వా పిల్లాడిని పిల్లాడు మా ఎంబడబట్టం పట్టం కాదు మేము పిల్లాడంబడి చదివేవా చేసేవా నోట్స్ ఏది కట్టి వచ్చింది దీని ఆన్సర్ ఏంది వచ్చింది జీకే ఇచ్చిన మెటీరియల్ చదివేవా ఈ బిట్టుకు ఆన్సర్ ఏంటి ఇవన్నీ కూడా మేము మొత్తం ఫాలోఅప్ చేసుకోగలిగితేనే సెలక్షన్లు వస్తున్నాయి ఇప్పుడు ఒక్క మాట చెప్తా త్రీ హండ్రెడ్ ప్లస్లో సెవెంటీ అంటే మరి నాకు అది పెద్దదో చిన్నదో నాకు తెలియదు థౌజండ్ మెంబర్స్లో ఫార్టీ ఫిఫ్టీ అంటే అది పెద్దదా త్రీ హండ్రెడ్ మెంబర్స్లో సెవెంటీ అంటే మాది పెద్దదా ఆలోచించుకోండి నేను చెప్పను రైట్ అంటే ఒకటే పర్సంటేజ్ ఎంత వందకి ఎన్ని సెలక్షన్లు వస్తున్నాయి ఓకే ఇంకోటి సబ్జెక్ట్ ఎలా చెప్తున్నారు సార్ కాన్సన్ట్రేషన్ చేసే ప్రతి లెక్క డౌట్ ఉంటే మళ్ళీ చెప్తున్నారా చెప్తాం ఇంకోటి చాలామంది రెండు వందల మంది మూడు వందల మంది పెట్టేసి ఒకే క్లాస్ అంట మూడు వందల మంది అంటే ఫస్ట్ యాభై ఓకే చివరి పది కూడా ఇరవై ఓకే మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి ఇంకా అస్సామేనా మీరు చేరే వాళ్ళు కూడా మీకు అసలు కొంచెం కూడా ఉండదు కదా తెలివి అట్లా బ్యాచ్లు ఇస్తే మేము కూర్చోము అని చెప్పి అనరండి లెక్కలు అవి అర్థం కాదు ఆ స్టెప్ ఎవరిని అడగాలి పక్కన అడగాలి మరి ఫీజు ఇన్స్టిట్యూట్ కింద కడుతున్నా పక్కోడికి కట్టు నీ పక్కన కూర్చున్నాడికి వాడు పక్కన వాడే కదా చెప్పింది కష్టపడి మళ్ళీ అలా చేయొద్దు అర్థమైందా ఎక్కడన్నా చేరండి ఇబ్బంది లేదు నో ప్రాబ్లం కాకపోతే సెవెంటీ టు ఎయిటీ అంతవరకు మించి వద్దు ఇంకా బ్యాచ్ మ్యాక్సిమం హండ్రెడ్ ఎందుకు అంటే ప్రతి స్టూడెంట్ని కాన్సన్ట్రేట్ చేయాలి అలా చేయకపోతే కుదరదు అర్థమైందా సరేనా రైట్ మీరందరూ కూడాను ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ని మంచిగా చక్కగా యూటిలైజ్ చేసుకుంటారు అని చెప్పేసి నేను భావిస్తూ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయి ఇంకో మాట చెప్తాను మా వాటికి కాల్ చేయండి సరే ఇంకో మాట అంటే ఏంటంటే ఇప్పుడు దీంతో పాటుగా అందరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు జాగ్రత్తగానండి మీరు అందరూ అనుకుంటారు అయిపోయింది రెండు నెలలు తీసుకుంటే అని మీరు చదివేది arithmetic reasoning English general studies right ఇదే arithmetic reasoning English general studies తోటి మీరు two months one and half month అయిపోయిన తర్వాత మీరు బయటకు వెళ్ళిన తర్వాత వరుసగా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి ఎలాంటి నోటిఫికేషన్స్ అంటే రైల్వేస్ అది ఎప్పుడు వస్తాయి మీరు కనుక డైరెక్ట్గా నా దగ్గరకు వస్తే నేను చెప్తాను next staff selection commission intermediate మీద డిసెంబర్లో ఉంది అంటే మీరు ఇప్పుడు రైల్వేస్ నెక్స్ట్ స్టాఫ్ సెలక్షన్ రెండు కూడాను కంటిన్యూస్గా ఇయర్లో రాసుకోవచ్చు అంటే ఈ కోచింగ్ తోటి ఎంత బెనిఫిట్గా ఉపయోగపడుతుందంటే ఈ రెండు కూడా కంటిన్యూస్గా ప్రిపేర్ అయ్యే అవైలబిలిటీ ఉంటుంది ఆ సౌకర్యాన్ని మేము కల్పిస్తాం వేరే వాళ్ళు ఓన్లీ పోలీసులకి దానికే ఇస్తారు కాబట్టి పోలీస్ జాబ్స్కే ఇవి వాళ్ళు చెప్పలేరు అంటే ప్రిపేర్ అవ్వడం చేస్తే అన్నిటికీ ఒకటే సిలబస్ మీరు ప్రిపేర్ అయ్యేది మీరు ప్రిపేర్ అయ్యేది ఒకటే సిలబస్ ఇంకా అటువంటిప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి అవునా ఓకే సారీ ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యేది ఒకటే సిలబస్ ఆ ప్రిపేర్ అయితే ఒకటే సిలబస్కి మీరు ఈ పోలీస్ జాబ్స్తో పాటు ఎస్ఎస్సి రాయండి రైల్వే రాయండి మీకు నచ్చదా రైల్వే జాబ్స్ మీకు ఇష్టం లేదా ఇప్పుడు మీరు తీసుకుంటున్న ఎక్స్క్లూజివ్ పోలీస్ కోచింగ్ సెంటర్స్లో అంటే వాళ్ళు ఇస్తారా రైల్వే కూడా మేము కా మాకు కావాలి అంటే చెప్పండి ఇవ్వరు మళ్ళా రోజు నో నోటిఫికేషన్ పడే వరకు ఇప్పుడు నేనే మళ్ళీ గ్రూప్ వన్ ఇస్తానంటే తప్పు ఎందుకు అంటే గ్రూప్ వన్ సిలబస్ వేరు దీని సిలబస్ వేరు జరే గ్రూప్స్ కూడా రాసుకుంటా అంటే నాకు డబ్బులు వస్తాయి కదా అట్రాక్ట్ చేయడం అంటే అసలు దాని సిలబస్ వేరు దీని సిలబస్ వేరు నేను ఏమంటున్నానండి ఇదే సిలబస్ మేము బ్యాక్ అండ్ ఉంటాం మేము సపోర్ట్ ఉంటాం మీ చేత దగ్గరుండి రాయిస్తాం ఓకేనా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి భావిస్తూ మీ ప్రీమియర్ అకాడమీ సుబ్రహ్మణ్యం సార్ ఓకేనా guys bye have a nice day